ఆయన తప్ప ఇంకెవ్వరూ చేయలేరేమో అన్న విధంగా ఉంది so that nice powerful lawyer పాత్రలో he just live the role and చాలా చాలా అంటే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని తెలుసుకోవాలంటే ఈరోజు ట్వెల్వ్ తర్వాత హాయిగా మన ఇంట్లో కూర్చొని మన టీవీలో చూసేసుకోవచ్చు ఎస్ వన్స్ అగైన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా Zee five team and present media and మన వ్యవస్థ టీం అందరూ put your hands together and let start with beautiful event yes ఇప్పుడు మన కాన్స్టెంట్ క్రూ అండ్ టీమ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము అండ్ మన వ్యవస్థ ఈరోజు జీ ఫైవ్ ఒరిజినల్లో పన్నెండు గంటల నుంచి స్ట్రీమ్ అవుతుంది సో అందరూ చూడండి జీ ఫైవ్ ఒరిజినల్ వాళ్ళు ఈ రోజు వరకు చేసిన ప్రతి వెబ్ సిరీస్ కూడా it is a super hit అంటే వాళ్ళు అలాంటివి సెలెక్ట్ చేసుకుంటారు లేదంటే జీ ఫైవ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత అవి సూపర్ హిట్ అవుతాయో తెలియదు కానీ సో రీసెంట్గా పులి మేక గాలివాన సిరీస్లు ఆల్రెడీ ప్రూవ్ చేశాయి they also they already got so many awards also and wishing Zee five also all the very best along with the Vyavastha team and let us invite our technicians on to the stage creative director Lekha గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము Welcome, Lekha. Woo! <laughs> so, welcome, Lekha. And uh, our associate producer, Venkat Krishnagaru. Venkat Krishnagaru, please come onto the stage, sir. And DOP Anil Bhandari garu Anil garu welcome sir and ఏ సిరీస్కైనా ఏదైనా కూడా ఒక ఎలివేషన్ ఇచ్చేది the background score and the music and ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో music plays a very vital role and మా మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ గారికి స్వాగతం వెల్కమ్ నరేష్ గారు హియాజన్ come still ya okay then our costume designer Priyadarshini garu అంటే ఒక స్టోరీ ప్రకారంగా ఎటువంటి కాస్ట్యూమ్స్ అయితే సూట్ అవుతాయో ముఖ్యంగా అంటే ఇక్కడ హీరో మన సంపత్ గారికి అండ్ కార్తీక్కి యాక్చువల్గా కాస్ట్యూమ్స్ పెద్ద ఏం అవసరం లేదు it's only a black coat but Hebah పటేల్కి మాత్రం సీన్కి తగ్గట్టుగా and all the other artist she design it in a very subtle and beautiful way so welcome Priyadarshini garu and our editor Adi Narayana garu and I would like to invite our vice president content Zee five Desh Raj Sai Teja garu on to the stage welcome sir and ఈ వెబ్ సిరీస్కి వ్యవస్థకి కర్త కర్మ క్రియ సారథి ఆనంద్ రంగా గారు లెట్స్ వెల్కమ్ మా director Anand Ranga garu on to the stage please and our producer అనగనగన అంటే అనగనగన అనే దగ్గర ఆగిపోవడానికి కొంచెం టైం పడుతుంది అనగనగనగా అనేది బేసిక్గా మనకు అలవాటు అనగనగన అని అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది I have to practice for that and I would like to invite our producer Pattabhi garu on to the stage welcome sir ఇక మన కాస్ట్ అండ్ క్రూని ఇన్వైట్ చేసేద్దాము అంటే ఒరిజినల్ అంటే వాళ్ళ వెబ్ సిరీస్లో పేర్లు చూసుకుంటే అప్పారావు గారి పాత్ర పోషించినటువంటి గురురాజ్ గారు గురురాజ్ గారికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ సార్ సో గురురాజ్ గారు అంటే ఆయన ఆల్రెడీ ఎన్నో మూవీస్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అండ్ ఇందులో కూడా చాలా ఇంతవరకు his character is very very అంటే ఇటువైపు ఉండాలా అటువైపు ఉండాలా నిజాన్ని ఒప్పుకోవాలా అబద్ధాన్ని ఒప్పుకోవాలో తెలియనటువంటి క్యారెక్టర్ అయింది చాలా beautiful character actually and then I would like to invite Sriteja who played Teju's character Sriteja welcome dialogue writer Ravi గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాము Ravi Mallu garu dialogue writer welcome sir and uh, Shivani who played the character of Samyukta Shivani welcome Shivani and uh, Srivani garu Karthik's mother క్యారెక్టర్ ప్లే చేశారు అంటే కార్తీక్ అంటే మనం వంశీ చెయ్యలేనేమో అనుకున్నటువంటి పరిస్థితిలో తను బూస్టప్ ఇచ్చి ప్రతి అంటే ప్రతిరోజు మన ఫ్యామిలీస్లో మన పేరెంట్స్ మన మదర్స్ మనకి ఎంత బూస్టప్ ఇస్తారో ఎంత ఎనర్జీ ఇస్తారో సో శ్రీవాణి గారు కూడా సచ్ అంటే అంత బ్యూటిఫుల్ ఎనర్జీ ఇచ్చారు వంశీకి యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి welcome ma'am and our beautiful heroine Hebah Patel who played a powerful character and a challenging role Yamini welcome Hebah very very happy to see you చాలా చింతకుండా చెప్పినట్టుగా చాలా బబ్లీ క్యారెక్టర్స్ చేసే హెబా ఈ సినిమా ఈ వెబ్ సిరీస్లో she played a very very serious role అంటే ఎక్కడ కూడా ఎమోషన్స్ అటు ఇటు అవ్వకుండా she has to do that కాబట్టి సో తన కెరీర్లో డెఫినెట్గా ఈ సిరీస్ చాలా మంచి ప్లస్ పాయింట్ అవుతుంది and then I would like to invite our hero Karthik Ratnam Vamsi Krishna so ఒక పవర్నే ఛాలెంజ్ చేసి ఆ పవర్కి ఎదురుగా వెళ్ళి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు మనం చూసింది ఒక ఎపిసోడ్ వన్ మాత్రమే కాబట్టి సో అంటే ఒక థియేటర్ ఆర్టిస్ట్గా ఎన్నో ఎన్నో ప్లేస్ చేసి he has proved himself and beautiful actor and welcome and all the very best and then ఈ టోటల్ సిరీస్లో ఒక స్ట్రైకింగ్ అండ్ పవర్ అండ్ ఒక ఒక పొగరున్నటువంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరిది అంటే one will definitely say it is Chakravarthy's character and ఈ వ్యవస్థకి ఒక మంచి జీవం పోసినటువంటి రోల్ మన సంపత్ రాజ్ గారిది అవినాష్ చక్రవర్తిగా మనందరికీ ఈ సిరీస్లో మరో కొత్త పాత్రలో కనిపిస్తున్నారు so Sampath Raj garu welcome sir ఆ music director uh, Naresh garu Naresh garu కాస్త లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు మీ గురించి చాలా చెప్పాను సార్ అంటే ఒక ఒక వెబ్ సిరీస్కైనా సినిమాకైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ మా నరేష్ గారు అన్న మీరు రాలేదు అప్పుడు okay so hope I'm not missing anybody ya ya ఒకసారి ఒక group photo everybody please okay ya so ఎవరితో ముందు మొదలు పెట్టాలి ఏంటో తెలియదు బట్ నేను ఎలాగైతే పిలిచానో in the same sequence I'll follow that should be clear cut so ముందుగా మా లేఖ గారు లేడీస్ ఫస్ట్ <laughs> లేఖ గారు మీకు మీ పేరు పిలవగానే చాలా చప్పట్లు పడ్డాయి actually so I think you are the first one to start లేక ఇక్కడికి రారా ప్లీజ్ కమ్ హియర్ వ్యవస్థ ఈరోజు రిలీజ్ అవుతుంది జీ ఫైవ్ ఒరిజినల్స్ అందరూ ప్లీజ్ డూ వాచ్ ఇట్ చాలా ఐ థింక్ మైక్ దగ్గర పెట్టుకో okay <laughs> Vyavastha is releasing today please do watch it ధర్మానికి న్యాయానికి జరిగిన ఈ పోరాటం ఆ టైప్లో ఉండదు it's definitely an interesting court room drama please do watch it and I hope all of you will like it I think a blessing is a cast definitely I think what they brought to the table it was amazing అంటే ఒకసారి సీన్ చూసి అర్థం చేసుకొని వాళ్ళు దాన్ని ఎలా చేయగలుగుతారు అనేది చాలా అద్భుతంగా చేశారు and then at the same time from Zee uh, కూడా I think they've been so supportive in terms of content and everything possible so thank you everybody who are involved in this project do watch Vyavastha Lekha garu మీరు ఫస్ట్ హెజిటేట్ చేసినప్పుడు నిజంగా మాట్లాడలేరేమో ఏం మాట్లాడాలి అని అడిగారు ఆవిడ నేను జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పండి అని చెప్పాను బట్ మైక్ ఇచ్చేస్తే అసలు అదరగొట్టేశారు కదా అసలు ఐ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మన సిరీస్ లాగానే ఉంది ఇక్కడ లేఖ గారి ఇది కూడా అందుకే క్రియేటివ్ డైరెక్టర్ అయ్యారు ఆవిడ అండ్ దెన్ మా దేశరాజ్ గారికి మైక్ ఇస్తాను నెక్స్ట్ సార్ మీరు చాలా బాగా మాట్లాడతారు ఒక బూస్ట్ లాంటి వాళ్ళు కాబట్టి సో దేశరాజ్ గారు ఇట్స్ యువర్ టర్న్ నేను వేదిక ముందున పాత్రికేయ మిత్రులందరికీ ఇంత మంచి ఈవెంట్ విచ్చేసిన శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ప్రతి ఆల్మోస్ట్ రెండు నెలలకు ఒకసారి ఇక్కడే ఇదే స్టేజ్ మీద నిలబడి ఒక జీ ఫైవ్ ఈవెంట్ చేసుకుంటున్నాం ప్రతి రెండు ఒకసారి ఆల్మోస్ట్ ఒక బ్లాక్ బాస్టర్ ఇస్తున్నాం లాస్ట్ పులిమేక ఒక మంచి బ్లాక్ బాస్టర్ ఇచ్చాం అలాగే ఇంకో మంచి బ్లాక్ బాస్టర్ సిరీస్తో రాబోతున్నాం అదే వ్యవస్థ ఆనందరంగ గారు చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు పట్టాభి గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు ఐ థింక్ టీ హబ్లో షూట్ చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ మన చెప్పొచ్చా సార్ ఓకే <laughs> గ్రాండ్గా <laughs> ఉంటుంది చాలా బాగుంటుందండి వ్యవస్థ అనేసరికి ఇందాక మేడం చెప్పినట్టు చట్టానికి న్యాయానికి అలా ఉండదండి ఒక రేసీ స్క్రీన్ ప్లే ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్లో ఉంటుంది క్లైమాక్స్లో పోకిరి రేంజ్ ట్విస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది you will definitely enjoy we're very happy to proudly say Vyavastha is going to be the very good blockbuster for our OTT platform న్యాయ వ్యవస్థ గురించి చెప్పామండి సో న్యాయంగా జీ ఫైవ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అడ్డమైన బొమ్మలలో చూడకండి please subscribe to Zee five ఈరోజు మధ్యరాత్రి నుంచి జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది definitely you will enjoy it Karthik గారికి సంపత్ గారికి మధ్య ఉన్న ఫేస్ ఆఫ్ చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ హెబ్బా గారి character it will be very emotional అందరికీ చాలా బాగా నచ్చుతుంది ప్రతి పాత్రకి మనం కనెక్ట్ అవుతాం ఆ పాత్రతో ట్రావెల్ అవుతాం and very emotional series series అంతా చూసాక ఒక మంచి కథ చూసాం అనే ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది we're expecting very great success by Vyavastha and we are hoping Vyavastha 2 also be soon thank you so much thank you sir and our associate producer Venkatakrishna గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ మేము uh, మాట్లాడాలనుకున్నదంతా లేక చెప్పేసింది so I don't think there much to speak వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి thank you Zee and the amazing cast and crew here I hope you'll enjoy the show thanks thank you sir ఆ తర్వాత మా ప్రియదర్శిని గారు మ్యామ్ చక్క కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు మంచిగా చక్కగా మాట్లాడేసే మీకు తగ్గేదలే it was fun working with ya fun working with and ya all best for the and let's see another hit from Anand Ranga thank you and uh, Samyukta. Samyukta. <laughs> Good evening, one and all. So, I don't know what to talk, but I would like to thank everyone, like director Anand Rao Garu and Lekha Garu, trusting me and giving this character. Thank you so much, and please do watch it. Thank you. And Sri Teja. అందరికీ నమస్కారం మీడియా పెద్దలకి ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి thank you so much for coming firstly Anand గారికి థ్యాంక్ యూ చెప్పాలి thank you sir for giving me this opportunity and Anand గారి గురించి ఒక్క చిన్న విషయం చెప్పాలి ఆయన డైరెక్ట్ చేసిన Oy was one of my most favourite movies and పుట్టాను సార్ <laughs> పుట్టాను సార్ అండ్ ఇప్పుడు ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ లేక you are a blessing for people like me thank you so much and of course mister Karthik Rathnam Hebah Sampath sir they've been wonderful being on set with them is is mind blowing and ఈరోజు రాత్రి నుంచి మా Vyavastha web series will be streaming on Zee five please please do watch it thank you thank you sir ఓ అప్పుడు నేను కూడా పుట్టాను సార్ that's my favourite movie also నేను ఒక యాభై వంద సార్లు చూసుంటా ఎందుకు చూస్తానో నాకే తెలియదు కానీ కూర్చొని చూస్తూ ఉంటా సో అది అంటే ఒప్పుకో ఒప్పుకుంటారా అందరూ సార్ నెక్స్ట్ ఇప్పుడు నా నా మైండ్లో ఏంటంటే ఆవిడ మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ ఎవరితో మాట్లాడించాలి సరే మా గురురాజ్ గారితో మాట్లాడిద్దాం Gururaj garu welcome sir good evening everybody firstly Rangaranga Sarki, Patabi Sarki, thanks Chappali Dakante, I think all their projects have done so far, I think, <laughs> from OA, <laughs> including um, shootout at Aler, where you made me shave my mustache. <laughs> uh, but uh, um, I've, I've, been doing films and web series, but this was more like a picnic for me. I never felt that we were working. And uh, normally, నాకు ఈ కాస్టింగ్ క్రూ నుంచి కాల్ వస్తే there only three options given to me sir ఒక మంచి రోల్ ఉంది sir doctor or professor or good father not regular I think first time I'm breaking this and, and doing something uh, very, very lovely character. As far as I'm concerned, this is one of the best things I've done in my whatever, uh, you know, career. And uh, Patabai Garu, sir, thanks. And it was great working with Sampath Raj Garu. I share at least half his name, Guru Raj and Sampath Raj. <laughs> So, and uh, Karthik, Karthik has become a very good friend. And Patabi sir, other than films, I would also appreciate if you give me some architectural work as well. <laughs> Thank you and good night. అందరికీ నమస్కారం లైక్ టు థ్యాంక్ ద team at Zee first Anu garu Saiteja garu Sabiha and Suhas thank you and thanks to my entire cast and crew principally led by my friend Anand Ranga and my executive producer Venkat Krishna and the wonderful cast Sampath garu Hebah and Karthik and everybody else thank you all request all of you to please watch the show thanks again and Srivani garu రండి మ్యామ్ యాజ్ అ మదర్ మీరు రియల్ లైఫ్లో డెఫినెట్గా ఆ రోల్ తప్పదు ఈ ఈ వెబ్ సిరీస్లో కూడా ఐ థింక్ చాలా మంచి రోల్ ఇచ్చారు Anand garu so about your character and about the series ముందుగా నా తల్లిదండ్రులకు నమస్కారం తెలుపుకుంటూ అలాగే నా గురువులు నా గురువులు శ్రీ తల్లావజ్జుల సుందరం గారికి నివాళి అర్పిస్తూ నా ఆధ్యాత్మిక గురువు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వ్యవస్థలో నేను వర్క్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన శ్రీ ఆనంద్ రంగా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ నా క్యారెక్టర్ వంశీ మదర్ రోల్ అండి మేబీ ఇంట్లో కూడా అలాంటి సిచ్యువేషన్సే నేను ఫేస్ చేస్తూ ఉంటాను ఎనీహో నా కొడుకు మాట తడబడుతుంది కానీ ఆలోచనలు తడబడవు ప్రతి తల్లి కొడుకుని చాలా సపోర్ట్ చేస్తారు అంటే వాళ్ళు కొంచెం అటు ఇటు మిస్టేక్స్ చేసినా కూడా నా కొడుకే కదా ఏం కాదు అని సో నాకు తెలిసి శ్రీవాణి గారి పాత్ర రియల్ లైఫ్లో అందరిది అదే పాత్ర even in the series also so strong mothers character super and next మా మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ గారు అందరికీ హాయ్ అండి I would like to thank my director Anand Ranga garu Venkatakrishna garu ఇంకా మా ప్రొడ్యూసర్ అండ్ అనగనగన ప్రొ అనగనగా ప్రొడక్షన్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మ్యూజిక్ గురించా ఆనంద్ సార్ తోటి ఏం సార్ సాంగ్స్ ఏం లేవు కదా సార్ ఆనంద్ రంగా సార్ తోటి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట work it's a pleasure working with him చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము I hope every one likes it thank you అండి thank you sir then our beautiful gorgeous heroine Hebah Patel Yamini Yamini అని వస్తుంది నాకు ఎపిసోడ్ వన్ చూసినప్పటి నుంచి good evening everybody Uh, thank you, Anand sir, for this character. And thank you, Z5, for the opportunity. I've always wanted to be part of a good OTT show, and this was the perfect platform for me. I've had a blast working on this show. I've had a blast with the team. I've had a great time, and I cannot wait for you guys to watch this. So this is by far my most, no, actually not my most serious, but this is, you watch it. నేను ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఆహా చెప్పలేదు ఓకే ఏదైనా కూడా చూడండి మీ ఇంట్లో చూడండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పారు నెక్స్ట్ మా అదే ఇంతకుముందు ఆవిడ చెప్పినట్టుగా మాట తడబడుతుంది కానీ ఆలోచనలు ఆచరణలు తడబడవు అన్నటువంటి మా హీరో వంశీ కృష్ణ అలియాజ్ మా కార్తిక్ వచ్చిన వాళ్ళందరికీ thank you so much firstly ఎవరి thank Anand sir thank you so much అమ్మ big fan of your film sir చాలా చాలా ఇష్టం అలా నవ్వుకండి సార్ ఏదో అనుకుంటున్నా ఏది ఏ పుట్టా పుట్టా ఇంకా Pattabhi sir thank you so much and Zee వాళ్ళందరికీ thank you so much and ఇది నిర్వహించిన వాళ్ళకి చాలా బాగుందండి ఇలా వచ్చి మీ ముందందరి ముందు మాట్లాడడం అలాగే అంటే ఈరోజు చాలా డిఫరెంట్గా ఉంటుందండి నేను ఇప్పుడు చేసింది and this is first ever legal drama తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ సంపత్ సార్తో పనిచేయడం చాలా ఇవన్నీ ఇప్పుడు చెప్పేద్దామా లేకపోతే వేరే దాచి చెప్ చెప్పినా కొంచెం చెప్తాం లైట్గా సో సంపత్ సార్తో చేయడం చాలా బాగా అనిపించింది అండి అంటే ఒక నెలలో నాలుగు నెలలు నేర్చుకున్నట్టు అనిపించింది ఒక చిన్న ఫిలిం స్కూల్లో క్రాష్ కోర్స్ చేసినట్టు thank you thank you thank you so much sir and Hebah garu చాలా సీనియర్ యాక్టర్ అంటే నేను ఎక్కడో ఇంటర్ ఇంటర్ చదువుతున్నప్పుడు ఆవిడ ఫస్ట్ ఫిలిం వచ్చింది it was nice working with you and మా Sai Teja it was very nice working with you costumes చేశారు నా కోసం ఎక్కువ కష్టపడలేదు అనుకుంటా వైట్ వైట్ అలా వేసి పంపించేశారు అంటే వేరే బట్టలు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి అలాంటివి కూడా ఉన్నాయి ఉన్నాయి అండ్ నరేష్ గారు అదిరిపోయిందండి మ్యూజిక్ నాకు చాలా నచ్చింది అండ్ మా గురువు సార్ ఆయనతో ఉంటే ఎంతసేపు అయినా అలా సెట్లో ఉండిపోద్దు ఉండిపోబుద్ది అయితే సార్ మీరు ఆయనకే థ్యాంక్ యూ చెప్పాలి సార్ మీరు పగలు రాత్రి చేపిస్తే ఆ మధ్యలో ఉన్న గ్యాప్ అంతా ఆయనే ఫిల్ చేసింది and Venkatakrishna sir thank you so much and మా అనిల్ సార్ ఏమీ తెలియనట్టు అలా నిలబడ్డారు థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చూపించారు మమ్మల్ని అండ్ వెంకటేష్ uh, అని ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు ఆ అబ్బాయి కూడా థ్యాంక్ యూ చాలా సపోర్టివ్గా ఉండే అండ్ రామారావు జాదవ్ అని ఒక అతను చేశారు అతను కూడా చాలా బాగా చేశారు and Ranjith every one each and every one లేక లేక లేకాక థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్ట్గా ఉండే మీరు ఇందాకేదో ఒక ఒకటేదో నేర్చుకుని వచ్చో అది చెప్పవా నేను కూడా అదే చెప్తా ఏంటది చెప్పరా చెప్పు చెప్పు మొత్తం చెప్పు లైన్ బాగుందిరా నేను చెప్తా యువర్ అ బ్లెస్సింగ్ లేకాక your blessing to people like us. Thank you so much and direction డిపార్ట్మెంట్కి అందరికీ ఇందాక మా సాగర్ చెప్పినట్టు అదేదో బొమ్మల్లో మళ్ళీ చూడకండి మంచిగా జీ ఫైవ్లో పురుసత్గా కూర్చొని చూడండి క్లియర్గా వస్తుంది ఫస్ట్ ఎపిసోడ్ ఏదో ఫ్రీగా ఇచ్చారంట uh, అది నచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి అండ్ uh, మా ప్రమోషన్ టీం వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ thank you so much and మా ఆనంద్ రంగ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ అండి మాట్లాడడం రాదు సో సోషల్ మీడియాలో అందరికి థ్యాంక్స్ పెట్టేశాను టైప్ చేసి సో జీ ఫైవ్లో ఈరోజు ఇంకో ఫ్యూ అవర్స్లో Vyavastha will be streaming please watch it thank you <laughs> అంటే నాకు ఈ మాట చెప్పమన్నారండి ఈరోజు రాత్రి నుంచి జీ ఫైవ్లో వ్యవస్థ స్ట్రీమ్ అవుతుంది చూసాను తప్పకుండా అది చెప్పేసరికి యాస్టీస్గా ఎలా చెప్తే అలా చెప్పారు ఓకే <laughs> అండ్ uh, మా చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము నమస్కారం రంగా వెంకట్ పటాభి థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు and my hero Vamsi and మా heroine Hebah and of course the hard working Lekha ఎందుకంటే లేఖ ప్రతిరోజు తెల్లారితో వచ్చి నాకు డైలాగ్స్ చెప్పిన uh, చెప్పి వెళ్ళేటప్పుడు నీకు నేను ఒక థౌజండ్స్ క్వశ్చన్స్ అడిగేవాడిని కదా ఇది ఎందుకు ఇది ఈ డైలాగ్ ఎందుకు ఇది ఇలా ఇలా ఇలా చేస్తే ఎందుకు uh, a hard work uh, Indian kunta, and uh, thank you, Z, for supporting uh, and the team. And uh, hope uh, we have delivered what you guys wanted. Uh, Vyavastha about 12 o'clock, 28th, early morning Ninjas stream out. The, please watch Vyavastha on C5 streaming now. Thank you. Sir మీ వాయిస్ లైవ్లో వినడం ఇదే ఫస్ట్ టైం అసలు ఆ రివర్బ్ అనేది అక్కడ మా సౌండ్ వాళ్ళు వేసుకోకుండానే కాస్త అదేదో ఒక ఎక్కువ లాగా వచ్చింది సూపర్ సో మా ఇంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలండి all the direction department team on to the stage please అలాగే మా Zee five team also on to the stage Vyavastha ఇంత బాగా రావడానికి జీ ఫైవ్ నుంచి ఇద్దరు బాగా కష్టపడ్డారండి మా series lead Chuniya garu creative lead Suhas please come to the stage and marketing team నుంచి Shweta garu Spandana please come to the stage and very thanks for the branding team మంచి పోస్టర్స్ ఇచ్చారు Nitya garu so please come to the stage so Yamini husband పాత్ర పోషించిన వారు క్యాప్ వేసుకున్న కిరణ్ కిరణ్ గారు అంటే ఆయనకి డైలాగ్స్ లేవు పాపమా ఉన్నాయా ఇంకా అంటే మాకు తెలిసిన వరకే మేము మాట్లాడగలం అంతే కదండి ఆ తర్వాత ఏదో మాకు తెలియదు కాబట్టి మేము ఇంతవరకే మాట్లాడగలం లీక్ చూస్తే ఓ ఓకే సరే క్విజ్ డన్ ఫోటో ఒక group photo please Gautham Sudheer accommodate yourself for a group photo కొంచెం దగ్గరికి రారా అందరూ ప్లీజ్ దట్ ఈస్ బెటర్ ఎవరైతే యంగ్గా రోజు యోగాలు వాకింగ్ చేసి బెండ్ చేయగలరో please bend and take the picture లేవటం అనేది దేవుడికే తెలుసు ఫస్ట్ అయితే కూర్చొని సో మా దేశరాజ్ గారు ఒకసారి మా జీ ఫైవ్ ట్యాగ్ ట్యాగ్లని చెప్పేస్తారు ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ స్టేజ్ మీద హలో మేడం అందరు అందరూ ఒకసారి స్టేజ్ మీద ఒక్కసారి స్టేజ్ మీద ఉండండి sir Karthik garu sir sir sir sir ఎల్దురు ఒక్క నిమిషం సార్ సంపత్ గారు మా జీ ఫైవ్ ఒక ట్యాగ్ లైన్ ఉందండి చూస్తూనే ఉండిపోతారని ఒకసారి సిరీస్ ఓపెన్ చేసామంటే చూస్తూనే ఉండిపోతాం ఒకసారి నేను జీ ఫైవ్ అంటే మీరు చూస్తూనే ఉండిపోతారు అన్నారు అందరూ okay ready steady one two three Zee five Zee five ఒక్కసారి సార్ మీ వాయిస్ ఎలా రావాలి సార్ గంభీరం Zee five thank you so much please watch Vyavastha ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటలకు మన జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది please watch it thank you so much